చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవులే దాచమాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను దాటిపోనే పోవులే చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవులే దాచమాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను దాటిపోనే పోవులే హెబడినా పడనట్టు الشمس أمل لو وصل لا جسم അയ്യോ അയ്യോ കാതൽ പോയോ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటో నన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి చెట్టుకున్నవి అదేమిటో